అడగడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం అంటే మొత్తం డేటా ఏవైతే స్టూడెంట్ డేటా ఏదైతే ఉందో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళ డేటా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అడగడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా సెప్టెంబర్ ఒకటి నుండి పని ఇప్పటి వరకు పని చేయనటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో అంటే Yuvanestham at the rate of AP dot gov dot in అనేది ఇప్పుడు పనిచేయటం లేదు ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్ ఆ వెబ్సైట్ అనేది మరమ్మత్తు చేయడం జరుగుతూ ఉంది పూర్తి స్థాయిలో చేసిన తర్వాత సెప్టెంబర్ ఒకటి నుండి అందుబాటులో వస్తుంది అని మనకు తెలియచేయటం కూడా జరిగింది ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి నెలకి వెయ్యి రూపాయలు ఇచ్చినప్పటికీ అది నిరుద్యోగులకు ఏమాత్రము కూడా ఎంత అది ఏమాత్రం కూడా పెద్ద అది అవసరానికి కూడా సరిపోయే విషయం అయితే కాదు ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఏదో నిరుద్యోగులకు ఎంతో కొంత ఏదో చేయాలి అనే ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావటం జరిగింది అంత మాత్రాన నిరుద్యోగులని ఏదో వాళ్ళని ఏదో డెవలప్ చేసేయాలన్న ఆలోచన అయితే ఆ వెయ్యి రూపాయలు ఏమీ కనిపించడం లేదు అయితే నిరుద్యోగులకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించినట్లయితే అంటే ఎక్కువ జాబ్స్ ఆపర్చునిటీస్ చూపించినట్లయితే తప్పనిసరిగా నిరుద్యోగ స్టూడెంట్స్ అనే వాళ్ళు తగ్గే అవకాశం ఉంది రెండు వేల పదకొండు నుండి కనుక చూసినట్లయితే రెండు వేల పదహారు వరకు రో ప్రతి సంవత్సరం కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతూ వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి దీన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం వేరే సోర్సెస్ను ఉపయోగించి తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలను కల్పించవలసిందిగా కోరుచున్నాం